లిబ్రిఆఫీస్ బేస్ మీద ట్యుటోరియల్ కు స్వాగతం మోడిఫైయింగ్ ఏ ఫారం అనే ఈ ట్యుటోరియల్ లో మనం ఇవి నేర్చుకుంటాం ఫారంలో డేటా ఎంటర్ చేయడం ఫారం మోడిఫై చేయడం ఇది వరకటి లో మనం లిబ్రిఆఫీస్ బేస్ ఉపయోగించి ఫారం క్రియేట్ చేయడం నేర్చుకున్నాము మనం మన ఉదాహరణ లైబ్రరీ లో ఒక simple books data entry form create చేశాము ఈ ఫారం ఉపయోగించి బుక్స్ టేబుల్ లోకి డేటా ఎలా ఎంటర్ చేస్తారో మనం చూద్దాము ఒకవేళ ఇప్పటికే ఓపెన్ చేయనట్లయితే మనం మొదట ఆఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇవోక్ చేద్దాం ఇక మన లైబ్రరీ డేటాబేస్ ఓపెన్ చేద్దాం ఒకవేళ బేస్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే అప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్ ఫైల్ మెనూ లోపల ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడి నుండి ఓపెన్ చేయగలం లేదా ఫైల్ మెనూలో రీసెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయడం ద్వారా మనం ఇప్పుడు లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము మనము ఎడమ ప్యానెల్ మీద డేటాబేస్ లిస్ట్ లో ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద books data entry form highlight చేయబడి ఉండటం గమనించండి మనం ఈ ఫారం నేమ్ మీద రైట్ క్లిక్ చేసి తరువాత ఓపెన్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం ఒక నీలపు లేబుల్స్ లేబుల్స్తో ఒక క్రొత్త విండో చూస్తాము ఇప్పుడు మనం లైబ్రరీ డేటాబేస్లో ఉన్నాము మనము ప్రతి ఫీల్డ్ లోకి వెళ్ళడానికి ట్యాబ్ కీ మీద క్లిక్ చేద్దాము ఇక మనము చివరి దాకా వెళ్ళేసరికి బేస్ తరువాతి రికార్డ్ ఓపెన్ చేస్తుంది ఈ విధంగా మనం రికార్డ్స్ ను ట్రావర్స్ చేయగలం లేదా మనము క్రింది టూల్ బార్ లో బ్లాక్ ట్రయాంగిల్ ఐకాన్స్ ను కూడా రికార్డ్స్ నావిగేట్ చేయడానికి ఉపయోగించవచ్చు ప్రత్యామ్నాయంగా ఒక నిర్దిష్టమైన రికార్డుకి వెళ్ళడానికి బాటమ్ టూల్బార్లో రికార్డ్ నెంబర్ టైప్ చేసి ఎంటర్ కీ లేదా ట్యాబ్ కీ ప్రెస్ చేయండి మనము ఐదవది అయిన చివరి రికార్డుకి వెళ్దాం ఇప్పుడు మనం ఒక క్రొత్త రికార్డ్ యాడ్ చేద్దాం ఈ పని చేయడానికి బాటమ్ టూల్ బార్ లో చివరి రికార్డ్ యొక్క కుడి రెండవది అయిన న్యూ రికార్డ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఖాళీ టెక్స్ట్ బాక్సెస్ చూడడం ఇంకా క్రింద ఉన్న రికార్డ్ నెంబర్ 6 చూపడాన్ని గమనించండి ఇప్పుడు మనం క్రొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారంతో ఒక క్రొత్త రికార్డ్ యాడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్ లో పారడైజ్ లాస్ట్ అని టైప్ చేద్దాం ఇంకా తరువాత ఫీల్డ్ కు నావిగేట్ చేయడానికి ట్యాబ్ కీ ఉపయోగిద్దాం రచయితకు ఎదురుగా జాన్ మిల్టన్ అని టైప్ చేద్దాం ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా 1975 ప్రచురణకర్తకు ఎదురుగా ఆక్స్ఫర్డ్ ఇక ధరకు ఎదురుగా 200 అక్కడ ఇప్పుడే మనం బుక్స్ టేబుల్లో బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ ఉపయోగించి క్రొత్త రికార్డ్ ఎంటర్ చేశాము మనము ఈ విండో క్లోజ్ చేస్తాము ఈ విధంగా మనము మరిన్ని రికార్డ్స్ లేదా డేటా యాడ్ చేయగలము మనం ఇప్పుడే ఎంటర్ చేసిన చివరి ను బేస్ బుక్స్ టేబుల్లో అప్డేట్ చేసిందో లేదో మనం చూద్దాం దీని కోసం ఆఫీస్ బేస్ మెయిన్ విండోలో కుడి ప్యానెల్ మీద ఉన్న బుక్స్ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేద్దాం ఫారం ద్వారా మనం ఎంటర్ చేసిన కొత్త ను ఇక్కడ గమనించండి సరే ఈ ని ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం తర్వాత మన ఫారంకు సింపుల్ మోడిఫికేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం మనం ఎడమ ప్యానెల్ మీద డేటాబేస్ లిస్ట్ లోని ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం తరువాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత ఎడిట్ ఎంపిక చేసుకోవడం ద్వారా books data entry form modify చేయడానికి ఓపెన్ చేద్దాం ఒక సుపరిచితమైన విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ టైటిల్ మీద క్లిక్ చేస్తే మీరు అనేక చిన్నవైన పచ్చటి బాక్సెస్ లేబుల్ని మరియు టెక్స్ట్ బాక్సెస్ను ఎన్క్లోజ్ చేస్తూ ఉండడం చూస్తారు దీని అర్థం మనం ఫారం డిజైన్ విండోలో ఉన్నామని ఇక మనము ఫారం యొక్క ఆకృతి మరియు అనుభూతి దాని ఎలిమెంట్స్ మరియు ఫంక్షనాలిటీస్ మోడిఫై చేయగలం ఉదాహరణకు మనం టెక్స్ట్ బాక్సెస్ యొక్క పరిమాణము మరియు అమరికలను మార్చగలము వీటిని ప్రాపర్టీస్ అని కూడా అంటారు లేబుల్ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము ఇది ప్రాపర్టీస్ అనే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది ఇక్కడ అనేక ఎలిమెంట్స్ గమనించండి ఇప్పుడు మనం ఆథర్ అనే లేబుల్ మీద క్లిక్ చేద్దాము ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అయ్యి లేబుల్ ఆథర్ యొక్క ప్రాపర్టీస్ చూపడం గమనించండి కనుక మనం ఫారం మీద వివిధ ఎలిమెంట్స్ క్లిక్ చేస్తుండగా మనం ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అవుతూ ఎంపిక చేసుకున్న ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ చూపడం చూస్తాము ఇప్పుడు properties window title properties multi selection అని రీడ్ చేస్తుంది మనం చూస్తున్న విధంగా ఆథర్ లేబుల్ మరియు దాని ప్రక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ గ్రీన్ బాక్సెస్ యొక్క ఒక సెట్లో ఎన్కేస్ చేయబడి ఉండటం వల్ల అలా జరుగుతుంది బేస్ లేబుల్స్ లేబుల్స్ను ఇంకా అనురూపమైన ఫారంలోని టెక్స్ట్ బాక్సెస్ను గ్రూప్ చేసింది మనం వాటిని అన్గ్రూప్ చేయగలము టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి తరువాత క్రింద ఉన్న గ్రూప్ మీద క్లిక్ చేసి తరువాత అన్గ్రూప్ మీద క్లిక్ చేయండి మనం ఇప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ అన్గ్రూప్ చేయబడ్డాయి ఈ విధంగా ఫారం మీద ఇండివిజువల్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం మాడిఫై చేయగలం తరువాత మనం టైటిల్ టెక్స్ట్ బాక్స్ కి టూల్ టిప్ యాడ్ చేయగలం ఇప్పుడు మనం ప్రాపర్టీస్ విండో లోపల క్రిందకు స్క్రోల్ అవుదాం హెల్ప్ టెక్స్ట్ అనే లేబుల్ను గమనించండి ఇక్కడ మనం enter the title of the book here అని టైప్ చేద్దాము ఇప్పుడు మనం పైన ఉన్న ఫైల్ మెను క్రింద ఉన్న సేవ్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫారం సేవ్ చేద్దాం తర్వాత మనం ఈ విండో క్లోజ్ చేద్దాం మనం చేసిన మోడిఫికేషన్ తర్వాత ఇప్పుడు మనం మన ఫారం ఎలా కనబడుతుందో చూద్దాం దీని కోసం మనం బేస్ మెయిన్ విండోకు వెళ్ళి ఎడమ ప్యానెల్ మీద ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాం తర్వాత కుడి ప్యానెల్ మీద బుక్స్ డేటా ఎంట్రీ ఫామ్ మీద డబుల్ క్లిక్ చేద్దాము మనం మౌస్ను టైటిల్ లేబుల్ లేదా టెక్స్ట్ బాక్స్ మీద పాయింట్ చేద్దాము enter the title of the book here అంటూ ఒక టూల్ టిప్ కనపడటం గమనించండి. కనుక ఇప్పుడు మన ఫారం కు సింపుల్ మోడిఫికేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగంలో మనం ఫారం కు మరిన్ని మోడిఫికేషన్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. మెంబర్స్ టేబుల్ కోసం ఒక సింపుల్ ఫారం క్రియేట్ చేయండి. ఇది ఆఫీస్ బేస్ లో మోడిఫైయింగ్ ఏ ఫారం మీద ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనకు తీసుకువస్తుంది సంగ్రహపరచడానికి మనం నేర్చుకున్నది లో డేటా ఎంటర్ చేయడం ఫారంను ఏ విధంగా మోడిఫై చేయడం స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది talk to a teacher project లోని భాగం దీనికి ఐసీటీ ఎంహెచ్ఆర్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది ఈ ప్రాజెక్టుకు spoken tutorial dot ORG HTTP colon slash slash spoken hyphen tutorial dot ORG సమన్వయపరుస్తుంది ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లో అందుబాటులో ఉంది ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడిన వారు నిఖిల మరియు స్వాతి చేరినందుకు ధన్యవాదములు